hi friends welcome to nine tech videos ఈరోజు వీడియోలో మనము ఎస్సీఆర్ జోన్లో ఉన్నటువంటి టీ స్కోర్ మరియు సైకోమెట్రిక్ టీ స్కోర్ మరియు బెస్ట్ స్కోర్ గురించి అయితే తెలుసుకుందాము మరి మన ఛానల్ని అందరూ కూడా పాజిటివ్గా లైక్ చేయటము షేర్ చేయటము అలాగే ఈ యొక్క టెన్ డేస్లో మనకి అరవై నుండి డెబ్బై మంది సబ్స్క్రైబర్లు రావటం కూడా జరిగింది మంచి సపోర్ట్ అయితే చేశారు ఇంకా చాలామంది కామెంట్స్ చేయటము మరి ఫోన్ చేసి మాట్లాడటము కూడా జరిగింది వాళ్ళ యొక్క డౌట్లు అనేది క్లారిఫై అవటం వల్ల వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు ఇంకా మీ డౌట్స్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం అసలు టీ స్కోర్ అంటే ఏంటనేది చూద్దాము టీ స్కోర్కి ఫార్ములా ఉందండి ప్రతి ఎవ్రీ బ్యాటరీలో కూడా ఈ యొక్క ఫార్ములాని ఉపయోగించి మనకి ఫైవ్ బ్యాటరీస్ ఉన్నాయి కదా ఈ యొక్క ఫైవ్ బ్యాటరీస్ కూడా ఈ యొక్క ఫార్ములా ఫార్ములాని ఉపయోగించి చేస్తారు అదేంటంటే fifty plus ten into X minus mean value divided by standard deviation అంటారు ఏంటంటే అందరికీ చాలామందికి కూడా ఇప్పటికి తెలుసు కానీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇంత క్లారిటీగా ఇవ్వటం జరుగుతుంది ఎక్స్ అంటే క్యాండిడేట్ స్కోరు ప్రజెంట్ మీరు గమనించండి చాలామంది బ్యాటరీ వల్ల నాకు ఒక థర్టీ వస్తున్నాయి అంటారు అంటారు యాక్యురసీ అంటే థర్టీ బెట్ బిట్లు పెట్టాను థర్టీ రైటే అంటాడు అతనికి ఫస్ట్ బ్యాటరీలో క్యాండిడేట్ యొక్క స్కోర్ థర్టీ అంటే అంటే ఎక్స్ వాల్యూ అనేది థర్టీ అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిన్ వాల్యూ అంటాం మీన్ వాల్యూ అంటే ఏం లేదండి ఇప్పుడు ఒక పది మంది కనుక ఈ ఎగ్జామ్ రాశారనుకుంటే పది మంది వాల్యూస్ కూడా యాడ్ యాడ్ చేసి ఆ యొక్క ఎంత ఎంతమంది అయితే నమ్ ఎంతమంది అయితే ఉన్నారో దాంతో డివైడెడ్ బై చేస్తే అంటే పదితో డివైడెడ్ బై చేస్తే పది ఎందుకు ఒక పది మంది కాబట్టి పదితో డివైడెడ్ బై చేస్తే సమ్ వాల్యూ వచ్చింది అనమాట ఆ వాల్యూనే మీన్ అంటాం మనందరికి తెలిసిందే కొత్తగా చెప్పుకునేదేం కాదు అది mean value standard deviation candidates values ఓకేనా క్యాండిడేట్స్ని బట్టి ఒక స్టాండర్డ్ డీవియేషన్ అనేది వాల్యూ వచ్చింది అది సమ్ ఎంతో గొట్ట అనుకుందాం అయితే చూద్దాము ఈ యొక్క మెయిన్ వాల్యూ అంటే ఏంటంటే మీరు గమనించండి మెయిన్ వాల్యూ అంటే ఇప్పుడు ఏ బిసి అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకుంటే ఏకి రెండు మార్కులు బికి మూడు మార్కులు సికి నాలుగు మార్కులు కనుక అనుకుంటే ఇందులో మీన్ వాల్యూ ఇదైద్ది అన్నమాట ఓకేనా ఎందుకంటే వీళ్ళందరూ యాడ్ చేస్తే two plus three plus four ఎంత నైన్ ఎంతమంది ముగ్గురు అప్పుడు మీన్ ఎంత వాల్యూ త్రీ అయింది కాబట్టి మనకి యావరేజ్ ఎంత ఉందో అదే మీన్ వాల్యూ అంటాము ఇందులో మీకు అర్థమైంది కదా త్రీ మెంబర్స్ ఉన్నారు ఇది మీన్ వాల్యూ అవుతుంది అప్పుడు హయ్యెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తాయి ఎవరైతే మీన్ కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళకి హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు వస్తాయి వాళ్ళే తీసుకొని ఎక్కువ ఉండిద్ది వాళ్ళే పాస్ అవుతారు సైకోమెట్రిక్లో చూద్దాము మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామనేది ఇంకా ఫుల్ డీటెయిల్డ్గా ఒక పది మెంబర్స్ ఉన్నారు వాళ్ళ యొక్క మార్కులు ఏ విధంగా ఉన్నాయంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్ట పది వరకు పది మందివి మనం మీన్ వాల్యూ కనుక చూస్తే పది మందికి కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది మీన్ వాల్యూ అయ్యిద్ది ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది మీన్ వాల్యూ అయ్యిద్ది అప్పుడు మీరు గమనించండి ఈ యొక్క ఐదుగురు మీన్ వాల్యూ కన్నా తక్కువ ఐదుగురు మీన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇందులో నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను మీన్ వాల్యూని బట్టి మనం కంపల్సరీగా చెప్పొచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ మెంబర్స్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ మెంబర్స్ అనేది మినిమం ఫెయిల్ అయిపోతారు కనీసం సగం మంది డిస్క్వాలిఫై అయిపోతారు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు మ్యాక్సిమం పాస్ కనీసం అదే మ్యాక్సిమం ఇంకెంతకంటే ఎక్కువ మంది పాస్ కారు ఫిఫ్టీ పర్సెంటేజ్ పిల్లల్లో ఎవరైతే రాశారో అంతకు మించి ఇంకెక్కువ మంది పాస్ కారు అంతకన్నా తక్కువ అవ్వచ్చు ఒకనా టెన్ పర్సెంటేజ్ అవ్వచ్చు టెన్ ట్వంటీ అవ్వచ్చు ఇంకా అట్ట ఫిఫ్టీ దాకే పాస్ అవుతారు మనం గమనించినట్లయితే మనకి ఎస్ఎంకి ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులు ఉన్నాయి ఈ యొక్క ఎనిమిది వందల నలభై ఒక్క పోస్టులకి ఇంటూ ఎయిట్ చేసి ఆరు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది మందిని అయితే క్యాండిడేట్స్ని తీయటం జరిగింది ఇందులో ఉన్న పోస్టులకి ఒక నూట ఇరవై మూడు మెంబర్స్ని ఎక్స్ట్రా తీశాడు ఇంటూ ఎయిట్ చేస్తే ఇంత రావట్లా ఇంకా నూట ఇరవై మూడు మెంబర్స్ ఎక్కువ అయ్యారన్నమాట గమనిద్దాం ఇప్పుడు సైకోమెట్రిక్ పాస్ ఇంతమంది రాశారు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఒక్క మంది ఎగ్జామ్ అయితే సిబిఐటికి క్వాలిఫై అయ్యారు లిస్ట్ వచ్చింది వీళ్ళలో కొంతమంది మరి సర్టిఫికేట్స్ లేక ఏ సర్టిఫికేట్స్ ఐ సర్టిఫికేట్ లేక కొంతమంది ఎగ్జామ్ రాయలే చూద్దాము అసలు ఇంతమంది పిల్లలు రాశారు కదా అందులో యూఆర్లో రెండు వేల ఏడు వందల మంది ఉన్నారు ఎస్సీ క్యాండిడేట్స్ నూట ఇరవై నాలుగు పోస్టులకు కానీ తొమ్మిది వందల తొంభై రెండు మంది ఎస్టీలు అరవై ఐదు పోస్టులకి ఐదు వందల ఇరవై మంది ఓబీసీలు రెండు వందల ఇరవై ఆరు పోస్టులకి పద్దెనిమిది వందల ఎనిమిది మంది ఈడబ్ల్యూఎస్ ఎయిటీ ఫోర్ మార్క్స్కి అదే ఎయిటీ ఫోర్ మెంబర్స్కి ఆరు వందల ఇరవై ఏడు మెంబర్స్ ఉన్నారు అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారు అరవై మూడు పోస్టులు వీళ్ళు వీళ్ళ గురించి అయితే నేను చెప్తున్నా ఓకేనా కేవలం వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే చెప్తున్నా ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి చెప్పలేదు ఇప్పుడు మనం సైకో ఎగ్జామ్ గురించి కనుక చూసినట్లయితే ఇప్పుడు ఇంటూ ఒక పోస్ట్కి ఎనిమిది మందిని తీసుకున్నాడు మినిమం ఎంతమంది పాస్ అవ్వచ్చు అంటే ఇంటూ ఫోర్ అంటే యాభై శాతం అన్నా కదా ఎంతమంది పాస్ అవ్వచ్చు అంటే మీకు టోటల్గా అప్పుడు గమనించండి మ్యాక్సిమం పాసింగ్ సిబిఐటి ఎంతమంది అంటే మూడు వేల మూడు వందల అరవై నాలుగు మెంబర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అవడానికి ఛాన్స్ ఉంది వాళ్ళు బాగా అందరూ కనుక ఈ మూడు వేల మూడు వందల అరవై నాలుగు మంది కూడా బాగా అటెంప్ట్ చేస్తే వాళ్ళందరూ కూడా పాస్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకేనా కానీ వన్ టు టూ రేషియోలో మొన్న పేపర్ అనేది చాలా ఇబ్బంది పెట్టింది సిక్స్ సిక్స్ మినిట్స్ ఇవ్వటము అంటే eight minutes exam six minutes ఇవ్వటము టఫ్ క్వశ్చన్స్ స్క్రోలింగ్ చేసుకోవటం వర్టికల్గా అర్జెంటల్గా వీటి వల్ల ఏంటంటే వన్ ఇస్ టు టూ రేషియోలోనే క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటే నా అంచనా ప్రకారము ఒక పదహారు వేల మంది పదహారు వందల మంది కాడి నుంచి ఇంకెక్కువ మంది పాస్ అవుతారా ఉన్న ఆలోచన ఉంది మినిమం ఎంతమంది పాస్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఉంది ఒక పదిహేడు వందల మంది అంటే వన్ ఇస్ టు టూ రేషియోలో పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంది ఓకేనా ఎందుకంటే చాలామంది కష్టపడ్డారు కాబట్టి ఇది ఫస్ట్ అసలు మనం ఏం చెప్పుకున్నాం అంటే టీ స్కోర్ ఈ యొక్క టీ స్కోర్ని ఉపయోగించి ప్రతి బ్యాటరీలో మనకి టీ స్కోర్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది standard deviation mean value candidates ఆ యొక్క ఎలా తీస్తారు అనేది చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఆ మీన్ వాల్యూ మీన్ వాల్యూని బట్టి ఎంతమంది మినిమం పాస్ ఎంతమంది మ్యాక్సిమం పాస్ అనేది చెప్పుకున్నాం ఇంకా ఎంతమంది పాస్ అవడానికి ఛాన్స్ ఉందని ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ టేబుల్ వేసుకొని వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో కనుక పాస్ అయితే మూడు వేల మూడు వందల అరవై నాలుగు మంది పాస్ అవుతారు ఇంకా వన్ ఇస్ టు టూ రేషియోలో అయితే పదహా పదిహేడు వందల మంది పాస్ అవుతారు ఇప్పుడు బెస్ట్ స్కోర్ చూద్దాం రీసెంట్గా మనం రాసాం కదా ఇందులో బెస్ట్ స్కోర్ కనుక చూసుకున్నట్లయితే గమనించండి బ్యాటరీ వన్కి ముప్పై ఐదు క్వశ్చన్లకు గాను ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎవరైతే hundred twenty eight plus marks ఎవరికైతే వస్తాయో వాళ్ళు బెస్ట్ ఓకేనా బెస్ట్ ఖచ్చితంగా పాస్ అవుతారని నా థింకింగ్ నా అంచనా ఓకేనా ఇంకా ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు ఎంతమంది అయితే మార్క్స్ వచ్చినాయో వాళ్ళు మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అని అనుకుంటున్నా ఫిఫ్టీ ఫిఫ్టీ పాస్ అవుతారు కానీ కన్ఫర్మ్ కాదు ఇంకా థర్టీ క్వశ్చన్లకి సెకండ్ బ్యాటరీలో థర్టీ క్వశ్చన్స్కి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లేదా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు పాస్ అవుతారన్నమాట ట్వంటీ ప్లస్ ఉంటే ఇంకా మన వాళ్ళు బెస్ట్ అన్నమాట ట్వంటీ ప్ల ట్వంటీ ఫైవ్ ప్లస్ అనేది బెస్ట్ ఇంకా ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు ఉన్న వాళ్ళు పాస్ అవుతారు ఓకేనా ఫిఫ్టీ ఫిఫ్టీకి ఛాన్స్ కూడా కాదు మ్యాక్సిమం పాస్ అవుతారు ఇంకా ఫార్టీ థర్డ్ బ్యాటరీలో మనకి మొత్తము ఇవి ఫార్టీ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో మనకి సిక్స్ మినిట్స్ ఉండటం వల్ల చాలామంది కూడా చేయలేకపోయారు కాబట్టి థర్టీ ప్లస్ ఎవరైతే పెట్టారో వాళ్ళందరూ కూడా టాపర్స్ అన్నమాట ఈ యొక్క థర్టీ ప్లస్ పెట్టిన వాళ్ళు టాపర్స్ బాగా చదివిన వాళ్ళు వీళ్ళు పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీలో ఓకేనా మ్యాక్సిమం పాసే ఓకేనా అది గుర్తుంచుకోండి వీళ్ళు ఇన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు పాస్ అవుతారు వీళ్ళు టాపర్స్ ఖచ్చితంగా ఇంకా వాళ్ళు ఆలోచించుకోని అవసరంలా పాస్ అయిపోతారు ఇంకా ఫోర్త్ బ్యాటరీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి చాలామంది ట్రిక్ తెలియదు కాబట్టి చాలామంది తక్కువ పెట్టారు కానీ ట్వంటీ ప్లస్ ఉంటే మీరు బెస్ట్గా కళ్ళు మూసుకొని మెదలకుండా ఉండొచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ ఎవరైతే పెట్టారో వాళ్ళు మ్యాక్సిమం పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇబ్బంది లేదు ఎందుకంటే చాలామంది కూడా తక్కువ బిట్లు పెట్టారు కానీ ఎలా ఉండిద్దో మనం చెప్పలేం కాబట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ అనేది పాస్ మార్క్ అని నేను భావిస్తున్నా బ్యాటరీ ఫోర్లో ట్వంటీ ప్లస్ అనేది బెస్ట్ అందరికీ మెయిన్ మెయిన్ డౌట్ ఏంటంటే పర్సనాలిటీ టెస్ట్ టాపర్స్కి కూడా ఉన్నటువంటి doubt personality test big big doubt అన్నమాట ఇది ఈ డౌట్ వచ్చేసరికి ఎలా తెస్తాడు ఏందనేది ఇప్పుడు కూడా చాలామందికి తెలియలా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మన సైకోమెట్రిక్ క్లాసెస్లో వీడియోస్ ఉన్నాయి అందులోకి వెళ్ళి చూడండి టెస్ట్ జీ అంటాము టెస్ట్ క్యూ త్రీ క్యూ గాడు క్యూ కాదు క్యూ త్రీ అంటారు టెస్ట్ జీ అంటే రూల్ కాన్షియస్ మన యొక్క రూలు రూల్ని బట్టి మనం ఎలా నడుస్తాము అనేటువంటిది ఓకేనా ఇందులో మోరల్ వాల్యూస్ ఇంకా పర్ఫెక్షనిస్ట్ ఈ విధంగా ఉంటాయి క్యూ త్రీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ యొక్క థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ రెండు విధాలుగా తీసుకోలేదిస్తాడు ఒకటి టీ టెస్ట్ క్యూ త్రీ అంటాడు రెండవది టెస్ట్ జీ అంటాడు ఈ రెండిట్లో కూడా టీ స్కోర్లు సపరేట్ ఈ రెండిట్లో కూడా పాస్ అవ్వాలి గుర్తుంచుకోండి క్యూ త్రీలోనూ పాస్ అవ్వాలి టెస్ట్ జీలోనూ పాస్ అవ్వాలి అప్పుడు మాత్రమే మీరు పర్సనాలిటీ టెస్ట్ పాస్ అవుతారు ఇందులో మనము డిసైడ్ చేయలేము ఎన్ని క్వశ్చన్స్ పెడితే రైట్ అనేది మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే ఒక అతను థర్టీ ఫైవ్ బిట్స్ పెట్టినా కానీ టెస్ట్ జీ టెస్ట్ క్యూ ఉండిద్ది కదా అతను పెట్టినటువంటి బిట్లలో టెస్ట్ జీ బిట్లు అనేవి పాజిటివ్గా రైట్ అయినాయి అనుకోండి ఒకవేళ టెస్ట్ క్యూలో పెట్టినటువంటి బిట్లు చాలా వరకు నెగిటివ్స్ అయిపోయినాయి అనుకోండి అతనికి ఇందులో ఎక్కువ స్కోర్ వచ్చింది ఇందులో తక్కువ స్కోర్ వచ్చింది కాబట్టి ఎంత టాపర్స్ అయినా ఈ యొక్క థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ని మనము ఇన్ ఇంత బెస్ట్ స్కోర్ అనేది వీ కాంట్ డిసైడ్ అది గుర్తుంచుకోండి ఓకేనా ఈ యొక్క ఎక్స్ప్లెస్ అని ఇక్కడ గమనించండి ఇక్కడ ఎక్స్ప్లెస్ అన్నా కదా అంటే ఇది ఈ మార్క్స్ ఎవరికైతే వస్తాయంటే వాళ్ళు కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఉండాలి లేకపోతే daily six to six tests అనేది పీసీలో రాసి ఉండాలి మొబైల్లో కాకుండా పీసీలో రాసి ఉండాలి ఇంకా పదిహేను ఫుల్ మోక్ టెస్ట్లు అన్న కనీసం పదిహేను ఫుల్ మోక్ టెస్ట్లు హండ్రెడ్ ప్లస్ టాపిక్ టెస్ట్లు ఈ విధంగా రాసిన వాళ్ళకి ఈ బెస్ట్ స్కోర్ అనేది కంపల్సరీగా వచ్చిద్ది చాలామందికి డౌట్ అబ్బా ఇంత స్కోర్ వచ్చిద్దా సిక్స్ మినిట్స్లో థర్టీ పెట్టాడా ఎలా పెట్టాడా అనుకోమాకండి నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ బిట్స్ పెట్టా యాక్యురసీ నాకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ థర్టీ టూ బిట్స్ పెట్టాను ఇంకా మిగిలిన ఎయిట్ కూడా మిగిలిన ఎయిట్ కూడా అందులో ఒకటో రెండో కంపల్సరీగా రైట్ అనమాట అంటే థర్టీ త్రీ నుంచి నాకు థర్టీ ఫోర్ మార్క్స్ ఇందులో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇందులో ఫుల్కి ఫుల్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకేనా గుర్తుంచుకోండి మరి చాలామంది కూడా ఈ విధంగానే రాశారు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా చాలామందికి ఉన్నటువంటి ఏంటంటే నెగిటివ్ మార్క్ అయితే లేదు ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతున్నారు నెగిటివ్ ఉందా అని నెగిటివ్ మార్క్ అయితే లేదు యాక్రసీని చూస్తాడా అంటే యాక్రసీ కూడా చూడడు యాక్రసీ చూడు నెగిటివ్ మార్కింగ్ లేదు మీ యొక్క టీ స్కోర్ ఓల్ని depending upon number of lights ఇది క్యాండిడేట్కి వచ్చినటువంటి స్కోరు అంటే number of correct answers correct answers అన్నమాట గుర్తుంచుకోండి ఇది ప్రతి ఒక్క పర్సన్కి ఉన్నటువంటి డౌట్స్ ఇంకేమీ లేదు మ్యాక్సిమం అందరూ కూడా ఎక్కువగా దీని మీద డౌట్స్ అడుగుతున్నారు ఓకేనా నేను ఒక మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను బెస్ట్ బెస్ట్ స్కోర్లు ఈ స్కోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు హ్యాపీ ఓకేనా వీళ్ళు మీరు కొంచెం డౌట్గా ఉండాలి ఒక దాంట్లో పాస్ అయినా వేరే బ్యాటరీలో మీకు నెగిటివ్ మార్క్స్ రావటం వల్ల మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అందరూ పా అందరూ ఫెయిల్ అవుతారని కాదు పాస్ అవుతారని కాదు మీరు చేసినటువంటి విధానాన్ని బట్టి ఉండేది ఏదైనా వీటిలో మీరు డౌట్ డౌట్ అన్నమాట అందరూ క్వాలిఫై అవుతారని నేను చెప్పలేను ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఇందులో కేటగిరీ వైజ్గా కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ అయితే లేదు no cut no category cut off అన్నమాట యాక్యురసీ లేదు నెగిటివ్ మార్కింగ్ లేదు ఇంకేదన్నా చెప్పాలంటారా ఇంకేదీ లేదు అన్నిట్లో పాస్ అవ్వాలి ఓకేనా అన్నిటిలో పాస్ అవ్వాలి ఇది గుర్తుంచుకోండి ఇంకెంతకు మించి నేనేం చెప్పనవసరం లేదు ఇప్పటికే చాలా టైం అయింది చాలా ఎక్కువసేపు ఎక్స్ప్లెనేషన్ చేశాను చాలామందికి తెలియని పిల్లలు ఉన్నారు అందుకని ఎంతసేపు ఎక్స్ప్లెనేషన్ అయితే చేశాను పూర్తిగా చెప్పాలంటే నాకు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తికి ఫైవ్ మినిట్స్లో చెప్పేస్తా కొంతమందికి అర్థమవచ్చు లేకపోవచ్చు కాబట్టి నేను ఎక్కువసేపు చెప్పడం జరిగింది ఓకేనా మరి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా అలాగే మన దగ్గర సైకోమెట్రిక్ క్లాసెస్ ఉన్నాయి ఇంకా పూర్తి డౌట్స్ డౌట్స్ క్లారిఫికేషన్ సెక్షన్లు కూడా ఉన్నాయి ఓకేనా వాటిని మీరు పూర్తిగా చూడండి చూడకపోతే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్